హలో నమస్తే this is Manjunath welcome back to my second video so we are నేను ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ డిస్టిక్ తుర్మామడి విలేజ్లో ఉన్నాను ఇక్కడ ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ గురించి ఆ టెంపుల్ ప్రాశస్తం గురించి నేను వివరించబోతున్నాను సో దట్ మనం ఇప్పుడు మెల్లిగా టెంపుల్ లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ఏ టెంపుల్స్ ఉన్నా ఏ అమ్మవార్లు ఏ దేవుళ్ళు ఉన్నారు చూసుకుంటూ దాన్ని మనం సో ఇది గుడి లోపల ఇక్కడ మనకు చాలా పచ్చగా గ్రీనరీ ఉంది ఇక్కడ చెట్లు ఉన్నాయి అక్కడ విడిదిళ్ళు ఉన్నాయి సో ఇటు సైడ్ మనకి నీళ్ళ సదుపాయమే ఉంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది నాగ్రహ టెంపుల్ కూడా ఉంది మనకి ఇక్కడ గార్డెన్ కూడా ఉంది గార్డెన్ కూడా ఉంది ప్లస్ ఇక్కడ మన గుడి అర్చకులు మనకి టెంపుల్ ప్రాసెస్ గురించి చాలా మంచిగా వివరించారు అది వీడియోలో వస్తుంది అది మీకు చూపిస్తాను ఓకే గుడిలోకి మనం వచ్చాము గుడి ముందులో మనకి పెద్దగా ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ ధ్వజస్తంభాన్ని మన గుడి అర్చకులు వాళ్ళ సొంత విరాళంతో కట్టించి దీన్ని ప్రతిష్టాపన చేసినారు మొత్తం మూడు ఎకరాలలో కట్టించ కట్టించే కట్టించబడినారు సో మనకి ఇటు గుడి వైపుకి ఇటు పక్కకి వస్తే ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి సో ధర్మశాల చెప్పండి ధర్మశాల ఓకే ఇక్కడ మనకి ధర్మశాల ఉంది ఇక్కడ గదులు ఉంటాయి ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఒకరోజు ముందు వచ్చి దీంట్లో విడిది చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉంటాయి మనకి విడిదిల్లో ఉంటాయి సో అక్కడ నీళ్ళ సదుపాయం కూడా ఉంది నీళ్ళ నీళ్ళ సదుపాయం కూడా ఉంది చేసుకోవచ్చు అక్కడ వంటలకు ఓకే తర్వాత కూడా వంట చేసుకోవచ్చు ముట్టటికలకు వివాహాది కార్యములు నామకరణోత్సవాలు పుట్టెంటికలు అన్ని కూడా మనం చేసుకోవచ్చు వంటలు చేసుకోవడానికి కూడా ఇక్కడ సౌకర్యంగా ఉంది చాలా మంచి స్థలం కూడా ఉంది నీళ్ళ సదుపాయం కూడా చాలా మంచిగా ఉంది నాగదేవతలని ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అర్చకులు కూడా అవైలబుల్ అందుబాటులో ఉంటారు సో మీరు ఏదున్నా కూడా ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏదైనా మీకు కింద ఇవ్వబడిన నంబర్కి అతను కాల్ చేసి మీరు అడగొచ్చు ఓకే టెంపుల్కి వెనుక సైడ్ ఇక్కడ నాగ పుట్ట ఇక్కడ పుట్ట కూడా ఉంది ఓకే ఇక్కడ మేము ఓకే ఎక్కడ ఉంది పుట్ట నా నాగదేవతకు సంబంధించి నాగపుట్ట ఉంది సో ఇక్కడ శ్రావణ మాసంలో నాగ చతుర్థి రోజు పూజలు చేసుకొని నాగ చతుర్థి పూజలు చేస్తారు ఇంకా అది అది ఇక్కడ నాగప్రసాద్ చేసి అక్కడ కొత్త స్థాపన చేస్తున్నాం నాగదేవతలు కూడా ఆ విధంగా నాగచతుర్థి నాగ పూజ చేస్తున్నారు శ్రావణమాసంలో కానీ కోరికలు ఉంటే కూడా సోమవారం శ్రావణ మాసంలో సోమవారము అలా వచ్చి నాగా దేవతలకి పూజ చేసుకొని ఇక్కడ అనుకున్న కార్యములు నెరవేర్చుకోవచ్చు నెరవేర్చుకోవచ్చు అనుకున్న పనులు అయితే చెప్పండి అన్ని అనుకున్న పనులన్నీ మనకి నెరవేరుతాయి అని చాలా అందరూ నమ్ముతారు అందుకే శ్రావణ మాసంలో వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు ఇక్కడ పురాతన ద్వారం ద్వారం ఉత్తరానికి ఉంది తర్వాత ఓపెనింగ్ నైన్టీ వన్ లోపల తూర్పు ద్వారం ఓపెనింగ్ చేస్తాం మీరా కమిటీ ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు ముందుగా మనము టెంపుల్ గురించి ఒక్కొక్క వెంకటేశ్వర స్వామి గురించి శ్రీరాముని గురించి శ్రీ పండంగ స్వామి గురించి ప్రతిష్టాపన చేసిన దాని గురించి నేను చెప్తాను తర్వాత మనము ఓకే ఇది ఇది ముందుగా ఇది మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్ సో లోపలికి వచ్చిన తర్వాత మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు దాని తర్వాత ఇక్కడ అమ్మవారు పద్మావతి లక్ష్మి అమ్మవారు కూడా పక్కనే ఉంటారు ఇక్కడ పాండంగ విఠలేశ్వర స్వామి శ్రీరాముల వారిని ఇక్కడ సీత లక్ష్మణ సమేతనే ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు ప్రతి సమసబ్ జాతర్ జరిగినప్పుడు ఒరేగిందుకు మత్ ఈ ఆల్టరేట్ ఆసంబెన్స్ ఇందులోట్లా ప్రశ్న అడగొండి కృష్ణ ప్రసన్నం ఉంటుంది ఇక్కడ మెడిటేషన్ అంటే చాలా మంచి థింగ్ సో మన మనసుని ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూ మనం మన మనసుని ప్రశాంతం చేసుకుంటూ గరుత్మంతుని విగ్రహం కూడా ఉంది అలాగే ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది సో ఈ టెంపుల్కి వస్తే మాత్రం మీకు అన్ని విధాలుగా అన్ని అన్ని దేవతలను దర్శనం చేసుకొని మీ అనుకున్న కాలంలో నెరవేర్చుకొని మీరు సంతృప్తిగా మానసిక సంతృప్తితో మీరు బయట స్వామికి సంబంధించిన శ్లోకాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇవి మనం చదువుకోవచ్చు ఇవి చదివితే మనకు అనుకున్న కార్యం నెరవేరుతాయని ఇక్కడ ప్రశస్తి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది అమ్మవారు కూడా చాలా ప్రశస్తి ప్రాశస్తం పొందింది సో ఇక్కడ అమ్మవారిని జరుపుకుంటే కూడా మనకు అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి అలాగే ఇటు పక్కన శివాలయం ఉంటుంది పక్కన శివాలయం ఉంటుంది మహారాజ్ విగ్రహం కూడా ఉంటుంది అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకుని మన అనుకున్న కార్యాలయాన్ని నెరవేర్చుకోవచ్చు ఇప్పుడు నేను టెంపుల్ పరిసరాలు టెంపుల్ చుట్టూ ఉన్నవి నేను చూపించాను టెంపుల్ గురించి ఈ టెంపుల్ ఎలా ఫేమస్ అయింది ఇది ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంది అనేది మన ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్న బాబురావు గారు మీకు అంతా వివరంగా వివరిస్తారు ఈ టెంపుల్ నాలుగు కింద స్టాప్ అయింది కాకపోతే ఏమైందంటే ముందు ఒక పొలం ఉంది ఇక్కడ ఆ పొలం లోపల అక్కడనే ప్రవేశించాడు అక్కడనే జన్మం చేసిండు లక్ష్మీదేవి కాళికాదేవి పార్వతి వెంకటేశ్వర ముగ్గురు కూడా అక్కడనే పొలం ఉంది పొలం ఉంటే ఒక రైతు ఏం చేశాడంటే పొలం దుంటుంటే ఆ విగ్రహం ఒకటి దొరికింది దొరికిన తర్వాత పెద్ద మనుషులు చెప్తే అది తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేస్తామని చెప్పి ముందు హనుమాన్ టెంపుల్ ఉండేది తర్వాత టెంపుల్ అయింది హనుమాన్ టెంపుల్ నుంచి వెంకటేశ్వర టెంపుల్ ఇది ఎప్పుడు వచ్చింది టెంపుల్ నాలుగైదు సంవత్సరాల కింద వచ్చింది నాలుగైదు వేల సంవత్సరం దాదాపు అక్కడి నుంచి మా తాత పూజ పెట్టి నాలుగు వందల సంవత్సరాల పూజ ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి ఇక్కడ చూపు దాడు ఓపెన్ చేసుకున్నాము ఇదేమో నైన్టీ వన్ లోపల ముందే స్థాపం ముందే గ్రౌండ్ లేక జాగ్రత్త ప్లేస్ ఉంటాయి అది టెంపుల్ కట్టేసుకున్నాను అంటే రామ కొరకు తర్వాత సత్నాగతలు మన ఎంగేజ్మెంట్ చేసుకొచ్చే కొత్తగడి పోయి స్థాపన అది పెట్టేసిన తర్వాత ఇక్కడ అన్నాడు పక్కకు ఉంది కదా దాన్ని చూసి పక్క పెట్టేసాము తర్వాత మా స్థాపన చేసాము మళ్ళీ పాండవ పాండవ స్థాపన స్థాపన చేసాము పాండవ స్థాపన తర్వాత రాములో స్థాపన చేసాము అది అక్కడ అక్కడ రామ సీతారామ దీనికి రథోత్సవం కూడా జరుగుతుంది దసరాకు కూడా పూజ జరుగుతుంటాయి ఇక్కడ దేవి దుర్గ మాత కూడా పూజ జరుగుతుంటాయి మన ముందు మాణప్రభు ఉండే ఇక్కడ మాణప్రభు ప్లేస్ ఎంత పోయింది ఇక్కడ దేవి మాత శివాలయం అక్కడ శివాలయం ఉంది ఇక్కడ దుర్గమాత దసరా పూజ శ్రావణమాత పూజ జరుగుతుంటాయి అక్కడ శివాలయం శివరాత్రి పూజ అయితే ప్రతిరోజు అభిషేకం నడుస్తుంటారు ఇందులో కూడా ప్రతిరోజు అభిషేకం నడుస్తుంటాయి ఎవరు ఆర్తి కుమార్తె ఇస్తారు ఆ బంగారు తీస్తారు పూజ భక్తులు తప్పని వస్తుంటారు ఇక చాలా హోల్డ్ ప్రేమేసి డెవలప్ కాలేదు కాబట్టి దీన్ని మళ్ళీ డెవలప్ చేసుకొని విజ్ఞప్తి చేస్తున్నాం ఉగాది నుంచి ఇక్కడ వెంకటేశ్వరకు బ్రహ్మోత్సవం దొరుకుతుంటాయి శ్రీరామ నుంచి గురుజం దొరుకుతుంటాయి దేవాలయంకి తర్వాత హనుమాన్ జయంతి రోజు ఇక్కడ జాతర జరుగుతుంది రథోత్సవం జరుగుతుంది తెల్లారి పెరుగుదల జరుగుతుంది పెరుగుతున్న తర్వాత మన రాత్రికి ఎంత జాతర నింపుకొని అందు ఊరేగింపుతో అభిషేకాలు చేసి మన అక్కడ పుట్టిన జాబు చేస్తామట అక్కడ పూజ చేసుకొని వస్తాం ప్రతి సంవత్సరం అక్కడ పొలం ఉంది ఆ పొలంలో కూడా ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది అక్కడ పొలం దగ్గర పాద ఉన్నాయి అక్కడ ఆ పాద పూజ చేసుకొని దేవుని ఎదుర్కొని వచ్చి ఇక్కడ మంగళ చేసి జాతర సమం చేస్తామట ఇది శ్రీరాముడి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి శ్రీరాముడి సంవత్సరం ఈ ఈరోజు సంవత్సరము కన్ను కాబట్టి పూజలు ఎక్కువ జరగలేవు మామూలు చేసుకున్నమాట లేకపోతే పెద్దది పెద్ద అవుతుంది మంచిది దేవాలయం దొరుకుతుంది నాగుల పూజ శతావృత కూడా దొరుకుతుంది ఇక్కడ నాగుల పూజ ఉంది నాగుల దేవాలయం ఉంది ఇక్కడ బయట బయట ఇక్కడ నాగుల పూజ టెంపుల్ గురించి ఇప్పటివరకు చాలా వివరంగా వివరించాను ఇక్కడ ఏమైనా నేను తప్పులో చెప్పి ఉంటే క్షమించాలి అండ్ మీకేమైనా మీ ఫీడ్బ్యాక్ కానీ మీ కామెంట్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే కింద మీరు కామెంట్లో తెలిపగలరు ఏమైనా తప్పులుంటే నన్ను తెలుపగలరు నెక్స్ట్ వీడియోలో నేను సర్దుకుంటాను సో ఈ వీడియోకి సహకరించిన మా అబ్బాయిలు తేజేష్ అండ్ రోహిత్ నాతో ఉన్నారు వీళ్ళు చేయడం వల్ల నేను వీడియోని ఇంత మంచిగా చేయగలిగాను సో ఇతనిది కూడా సపరేట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సో అది చూసి మీరు కూడా దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి so we'll catch up in the next video bye